మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు ప్రియులారా దేవాతి దేవుడు మనకి మరి యొక్క సమయాన్ని ఇచ్చాడు అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి కృపావాక్యము మతిస్వార్త ఆరవ అధ్యాయము ఒకటో వచనం చదువుకుందాం మనుషులకు కనపడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందు మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు ప్రియమైన దేవుని బిడ్డారా ఇక్కడ దేవుని లేఖనములు మనం చూసుకుంటున్నాం మనుషులకు కనపడిన వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారు ఇక్కడ మనం చూసినట్టే మనుషులకు కనపడేటట్లు మనము కార్యాలు చెయ్యకూడదు ఎందుకంటే నువ్వు ఏదైనా ధర్మం చేసేటప్పుడు మరి నీ కుడి చేయి కూడా తెలియకూడదని లేఖనం చెప్పబడుతుంది ప్రియులారా మనము మనుషులకి కనపడాలని ఎందుకు చేస్తామంటే మనుషుల వల్ల ఘనత పొందుకోవాలని కోరుకుంటున్నాం మనుషుల వల్ల మెప్పు కలిగితే అది నీకు శ్రమే దేవుని వల్ల మెప్పు కలగాలి ప్రియులారా అనగా నువ్వు చేసే ధర్మము ఇచ్చేది ఏదైనా రహస్యంగా ఉంటే ఎంతో మంచిది అది ప్రభా చెప్తూ ఉన్నాడు ప్రిమేన్ దేవన్ బిళ్ళారా యూదులు వారి కార్యక్రమాల్లో ముఖ్యంగా ధర్మ ధర్మం చేయటం పేదలకు లేకపోతే వారు ప్రార్థించడం లేకపోతే ఉపవసించి ప్రార్థించడం ఈ కార్యాలు వారిలో ఉంటాయి అయితే వీటిల్ని మనుషులు కనపడకుండా చేయాలనేదే ప్రభు యొక్క ఉద్దేశం మరి పరిశీల శాస్త్రి వాళ్ళు అక్కడ మూల మూలన ఉండి ఆ ప్రార్థన దీర్ఘ ప్రార్థనలు చేస్తారని లేఖనం చెప్తా ఉంది ప్రభువారు చెప్పారు వీటన్నిటినీ ప్రభువారు ఖండిస్తూ వచ్చాడు ఆ యొక్క యూదుల్లో ఏమేమైతే ఇక ట్రెడిషన్స్ ఉన్నాయో ఆచారాలు ఉన్నాయో వీటన్నిటిని ఖండించాడు అందుకని చాలాసార్లు ప్రభువారు చెప్తారు ప్రేమేం దేవుని బిళ్ళరా మీరు మరి పుదీనాలోను జీలకలలోను దశం భాగము మీరు ఇస్తారు కానీ నీతి న్యాయముల విషయంలో కనికరం విషయంలో మీరు తప్పిపోతున్నారని ప్రభువారు చెప్తారు కాబట్టి ఈ రీతిగా ప్రతిదాన్ని ఖండించుకుంటూ వస్తూ ఆయన సరి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు ఆ క్రమంలోనే ఈ యొక్క మరి నీతి కార్యములు చేసే విషయంలో జాగ్రత్త పడమని ప్రభువారు మరొకసారి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు కాబట్టి మరి ఇక్కడ మనం రహస్యంగా చేసింది ప్రభు వద్ద ప్రతిఫలం పొందుతాం ఇక్కడ బహిర్గతంగా చేసింది మనుషుల మెప్పు కోరుకుంటాం కాబట్టి మనుషుల మెప్పు మనకి వద్దు ఎందుకంటే ప్రియుల దానివల్ల మనకి మరి ఘనత రాకపోగా శ్రమ అంతేకాదు కొంతమంది బోరు ఊదించుకుంటారు ప్రకటించుకుంటారు అనౌన్స్మెంట్స్ చేపించుకుంటారు దానివల్ల నీకు ఫలితము శూన్యం అనేక మంది మనం చూస్తూ ఉంటాం ప్రియులార ప్రకటిస్తూ ఉంటారు పలానా ఆయన ఇంత చేసిచ్చాడు పలానా ఆయన ఈ వస్తువు ఇచ్చాడు అని ప్రకటించుకుంటారు దానివల్ల నా ఉపయోగం లేదు ప్రియులారా నువ్వు ఇచ్చేది దేవునికే తెలియాలి అప్పుడు రహస్యమందులు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి నీ మీ నీతి కార్యాలు మనుషులు చూడాలనుకోవద్దు దేవుడు చూడాలని కోరుకోండి ఆ రీతిగా దేవుని ఆశీర్వాదం పొందుకోండి దేవుడు మిమ్మల్ని మీ అందరిని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియపరలోక తండ్రి మీకు వందనాలు బిడ్డలు దీవించండి ప్రభు నీతి కార్యములు మనుషులు ఎదురు కనపడాలని కాదు నాయన ప్రభు నాయన మా నీతి కార్యములు మనుషులు కనపడకుండాటకు మీకే కనపడట కృప చూపించే మేము ధర్మం చేయనప్పుడు తండ్రి కుడి చేయి కూడా తెలియకూడదని మీరు చెప్పారు ఆ రైతుగా ప్రభు మేము మా నీతి కార్యములు మనుషులు ఎదుటి కాకుండా మీ ఎదుటకు మీకు కనపడేట్లు చేయట కృప చూపించి మీ సన్ని తోడుగొంచమని మా ప్రియులు బిడ్డలందరూ దీవించమని సుపరిశుద్ధం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేన్ మా తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభనే సుక్రీస్తు వారి కృప పరిశుద్ధాలు సాహసు ఇక్కడ చేరమార్కిన సకల పరిశుద్ధులకి ఎల్లప్పుడు తోడే నడిపించను కాక amen God bless you all మరి దినాన్ని అందరం కలుసుకుందాం దేవుడు మీ అందరిని కూడా దీవించను కాక ప్రియులారా ఉన్న వాక్యములను మీరు మరి అనేక మందికి షేర్ చేయాలంటే ఈ రీతిగా కూడా పరిచయం చేయొచ్చు సోషల్ మీడియా ద్వారా ఈరోజు మనము ఎంతో గొప్ప వాక్యములను మరి వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ రీతిగా మరి యూట్యూబ్ ద్వారా ఛానల్స్ ద్వారా కానీ అనేక మందికి ఈ వాక్యాలు వెళ్తూ ఉన్నాయి ఇది మంచిది మరి దీన్ని ఒక మంచి కార్యం కోసం ఉపయోగించండి కాబట్టి ప్రియులారా ఇస్నాపూర్ గ్రేస్ చర్చ్ అని మరి యూట్యూబ్ ఛానల్లో మీరు కొడితే దానిని బట్టి మీరు అది మన YouTube channel Isnapur grace church మన మినిస్ట్రీ వస్తుంది ఆ యొక్క దాన్ని బట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి తద్వారా అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మరి ఆ రీతిగా అనేక మందిలో దేవుని వాక్యం ప్రకటించడానికి కూడా ఇది ఒక అవకాశం జస్ట్ మీరు క్లిక్ చేయటం ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ కార్యం మీరు చేయండి తద్వారా మేలు పొందండి దేవుడు మిమ్మల్ని మీ అందరిని మీ కుటుంబాలు దీవించిన గాక amen God bless you all